ఈరోజు నేను మహి డిన్నర్కి వెళ్తాను అన్న అది పేరుకే మహేశ్వరి ఏడా కొడితే మహంకాళేశ్వరి ఏమ్రా గా పిల్లనే పెళ్లి చేసుకుంటావా విల్ యూ మ్యారీ మీ ఇలా అందరి ముందు అడిగితే ఎలా మహి ఎస్ చెప్పు మై ప్లీజ్ కూర్చో ఫిజ్జు ఎస్ నో దట్స్ ఇట్ ఆ పిల్ల సంగతి ఏదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నీ మనసుకి ఏమనిపిస్తే అదే చేయి ఆయన మనడు వేరే పనులు ఇలా పెట్టిలే హీరోయిన్ ఐరావాసిరితో డేట్ పోతున్నావు నీలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు విజయ్ రేపు మార్నింగ్ నైన్ కి దుబాయ్ వస్తావా మరి సెలబ్రిటీలా కాకుండా కొంచెం casual Vijay, I think we're moving too fast. అయినా ఇప్పుడు నువ్వు రోహన్ కలవడానికి వెళ్తే మనం విడిపోయినట్టే మనం విడిపోయి చాలాసేపు అయింది Vijay will you marry me నిన్ను మాత్రం వదలరు అయినా ఇద్దరు నిన్న రాత్రి కథ ప్రపోజ్ చేస్తావు ఇంతలోనే డెసిషన్ మార్చేసుకున్నావా నేనేమో బైక్లో పని చేసుకునేవాడిని నేనే అర్థం చేసుకోవాల్సింది నాట్ యూ ఫాల్ట్ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువ నేను నేను ప్రేమిస్తున్నాను జిందగీలో ఒకటి యాద పెట్టుకో తమ్ముడు పూరెంత కిరాకున్నదనుకో అన్ని కష్టాలు వస్తాయి